Hello viewers welcome to Achievers Academy first of all I wish you a very happy Independence Day so ఈ డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అచీవర్స్ అకాడమీ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఒక గోల్డెన్ ఆపర్చునిటీని ప్రజెంట్ చేస్తుంది సో ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అచీవర్స్ అకాడమీ తమ అప్లికేషన్ మరియు వెబ్సైట్లో ఉన్న అన్ని కోర్సులపై ప్రస్తుతం ఉన్న యాభై శాతంతో కలుపుకొని మరో ఎక్స్ట్రా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ని అన్ని కోర్సులపై అందించడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటే ప్రోమో కోడ్ అయిన ఐఎన్డి సెవెంటీ ఫైవ్ని మీకు నచ్చిన కోర్స్పై అప్లై చేసి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవచ్చు అచీవర్స్ అకాడమీ గత మూడు సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లోని ఆన్లైన్ కోచింగ్ విభాగంలో అగ్రగామిగా నిలుస్తుంది అదేవిధంగా ఎంతోమంది ఉద్యోగార్థుల ఆశల్ని నెరవేరుస్తుంది సో మనకి అచీవర్స్ అకాడమీలో భాగంగా అసలు ఎలాంటి కోర్సులు ఉన్నాయి అండ్ ఈ కోర్సులపై ఈ ప్రోమో కోడ్ని ఎలా అప్లై చేయాలి అనే టాపిక్ని మనం ఈరోజు డీల్ చేద్దాము ఒకసారి చూడండి మనకి అచీవర్స్ అకాడమీలో అవైలబుల్గా ఉన్న కోర్సెస్ ఏంటో ఒకసారి చూద్దాం ఓకే సో కోర్సెస్ విషయానికి వస్తే APSC so Andhra Pradesh public service commission నిర్వహించే అన్ని పరీక్షలు right from group one to group four అదేవిధంగా ఇతర పరీక్షలైన ఏడబ్ల్ఈ e కానివ్వండి ఇతర పరీక్షలన్నిటికీ అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షలు ఆ తర్వాత TSPSC Telangana state public service commission నిర్వహించే పోటీ పరీక్షలు ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోని సబ్ ఇన్స్పెక్టర్ మరియు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉద్యోగాలకు and then RRB central government ఉద్యోగాలైన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించిన ఎన్టీపీసీ ఉద్యోగాలకు అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన టెట్ డిఎస్సికి e సంబంధించిన కోర్సెస్ని అండ్ దెన్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్కి సంబంధించిన ఉద్యోగాలకు అండ్ అదేవిధంగా మనకు ఇతర టెక్నికల్ ఉద్యోగాలైన ఏడబ్ల్యూ e కానివ్వండి అదేవిధంగా అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కానివ్వండి సో వీటి విభాగంలో ఉన్న జనరల్ స్టడీస్కి సంబంధించిన కోర్సెస్ని మనము అచీవర్స్ అకాడమీలో రెండు మీడియంస్లో అందించబోతున్నాం బహుశా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏ ఆన్లైన్ కోచింగ్లో అయినా రెండు విభాగాల్లో అంటే తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో కోర్సెస్ని అందించే ఏకైక అకాడమీ అచీవర్స్ అకాడమీ సో మనకి మీడియంస్ కనుక చూసుకుంటే it is available in both Telugu and English mediums so ఒకసారి అసలు మనము ఏపీఎస్సి ఎగ్జామ్స్కి అదేవిధంగా టీఎస్పిఎస్సి కి ఏ విధంగా ఎన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేశామో అనేది ఒకసారి చూద్దాం ఓకే సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఎగ్జామ్స్లో మనకి ముఖ్యమైన సబ్జెక్ట్స్ని కనుక తీసుకుంటే సబ్జెక్ట్స్ చూడండి arithmetic reasoning Indian polity Indian history Indian economy Indian and geography ఆ తర్వాత science and technology and then we have biology physics chemistry current affairs AP history and culture so AP history and culture మనకు మెజారిటీ శాతం అంటే ఎక్కువ శాతం తెలుగులోనే అవైలబుల్గా ఉంది but Achievers Academy is also making AP history in English medium also. Okay, so AP history and culture, ఆ తర్వాత AP economy and then we have AP bifurcation issues and then disaster management, sustainable uh, development, Andhra Pradesh geography and then we have Andhra Pradesh policies and schemes, data interpretation. So ఇలాంటి సబ్జెక్టులన్నీ ముఖ్యంగా ఏపీఎస్సి నిర్వహించే ఎగ్జామ్స్కి ఈ సబ్జెక్ట్స్ పై ఉన్న అన్ని విషయాలను మా కోర్సుల్లో భాగంగా మేము అందిస్తున్నాము ఆ తర్వాత మనకి టీఎస్పీఎస్సి నిర్వహించే ఎగ్జామ్స్ సో టీఎస్పీఎస్సికి సంబంధించి మనకు తెలుసు గ్రూప్ వన్ నుండి గ్రూప్ ఫోర్ స్థాయి ఉద్యోగాలకు వివిధ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఎస్పీఎస్సి నిర్వహిస్తుంది ఇక టీఎస్పీఎస్సి విషయానికి వస్తే మనకి జనరల్ సబ్జెక్ట్స్ అయిన arithmetic reasoning Indian polity Indian history ఆ తర్వాత Indian economy Indian geography science and technology biology physics chemistry current affairs so ఇవన్నీ జనరల్ సబ్జెక్ట్స్గా అనుకుంటే మనకి ప్రాంతీయ అంశాలు అంటే తెలంగాణ హిస్టరీ కానివ్వండి తెలంగాణ ఎకనామీ కానివ్వండి తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలంగాణ మూవ్మెంట్ కానివ్వండి డిజాస్టర్ మేనేజ్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆ తర్వాత Telangana geography Telangana culture Telangana policies and schemes Telangana society and issues అదేవిధంగా డేటా ఇంటర్ప్రిటేషన్ సో ఈ ఈ సబ్జెక్టులు లేదా ఈ అంశాలు మనకు టీఎస్పీఎస్సి నిర్వహించే ఎగ్జామ్స్లో భాగంగా మనం తెలుసుకుంటాం ఓకే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ మరియు తెలంగాణ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి మనము ఈ సబ్జెక్ట్స్ని కవర్ చేస్తున్నాము ఒకసారి చూడండి arithmetic reasoning pure maths so ముఖ్యంగా ప్యూర్ మ్యాథ్స్ అనేది Andhra Pradesh SI constable Telangana SI కానిస్టేబుల్కి సంబంధించి ఒక ప్రత్యేక సబ్జెక్ట్గా మనం చెప్పొచ్చు ఓకే అదేవిధంగా మనకి AP history AP economy AP bifurcation issues and then we have two other papers in SI and PC those are general English and Telugu so general English and Telugu కోర్సెస్ని కూడా ఎస్ఐ పీసీ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు అందిస్తున్నాము అండ్ అదేవిధంగా మనకు తెలంగాణ ఎస్ఐ అండ్ పీసీ విభాగానికి సంబంధించి తెలంగాణ పీసీ ఎస్ఐ విభాగానికి సంబంధించి కూడా మనకు ప్యూర్ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ అదనంగా ఉంటుంది అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ మరియు తెలుగు ఇవి కూడా మనకు అదనంగా ఉండే సబ్జెక్టులు సో ఇక్కడ ముఖ్యంగా ఈ అంశాలన్నీ లేదా ఈ సబ్జెక్టులన్నీ మనం ఎందుకు చెప్పుకున్నాము అంటే క్లియర్గా టీఎస్పిఎస్సి నిర్వహించే ఎగ్జామ్స్కి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అదేవిధంగా తెలంగాణ ఎస్ఐ ఆంధ్రప్రదేశ్ ఎస్ఐపిసి సంబంధించి కొన్ని అడిషనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి సో అసలు ఏ ఉద్యోగానికి మనం ప్రిపేర్ అవుతున్నామో తెలియాలి అంటే అందులో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో మనకు అవగాహన ఉండాలి సో ముఖ్యంగా ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నామో అందులో ఉన్న సబ్జెక్టుల మీద అవగాహన కలిగించేలా ఈ వీడియోని మనం రూపొందిస్తున్నాం అన్నమాట ఓకే అదేవిధంగా ముఖ్యంగా మనకి TET DSC okay so Andhra Pradesh teacher eligibility test అదేవిధంగా తెలంగాణ టెక్ డిఎస్సికి సంబంధించి డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ని కూడా మనం ఆన్లైన్ కోర్సుల్లో మీకు అందిస్తున్నాము సో ఒకసారి చూస్తే సైకాలజీ దీన్నే మనం CDP child development and pedagogy అంటాం ఓకే అదేవిధంగా మన different types of methods Telugu English science mathematics and social studies and then we have different type of contents ఒకసారి మ్యాథమెటిక్స్ తెలుగుకి సంబంధించిన కంటెంట్ ఇంగ్లీష్కి సంబంధించిన కంటెంట్ అండ్ దెన్ సైన్స్కి సంబంధించిన కంటెంట్ సోషల్ కంటెంట్ రిక్రూట్మెంట్ ఇవన్నీ కూడా అంటే టీచర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కావాల్సిన మొత్తం సమాచారాన్ని లేదా మొత్తం కోర్సులని మా అప్లికేషన్లో అందిస్తున్నాం అన్నమాట ఓకే సో ఈ సబ్జెక్ట్స్ని లేదా ఈ ఉద్యోగాలకు మీరు ఒకవేళ ప్రిపేర్ అవుతున్నారు ఇంటి దగ్గర నుండే ప్రిపేర్ అయ్యి మీ ఉద్యోగ కోరికని తీర్చుకోవాలి అనుకుంటే then Achievers Academy is the right platform okay so స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యంగా డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆల్రెడీ యాభై శాతం డిస్కౌంట్పై ఉన్న సబ్జెక్ట్ కోర్సులన్నిటిపై అదనంగా ఇరవై ఐదు శాతం డిస్కౌంట్ని మేము అందించబోతున్నాము అండ్ ఈ డిస్కౌంట్ని మీరు కనుక పొందాలి అనుకుంటే ప్రోమో కోడ్ ఐఎన్డి సెవెంటీ ఫైవ్ని మీరు ఏ కోర్సును అయితే కొనుక్కుంటున్నారో ఆ కోర్స్ యొక్క చెక్అవుట్ విభాగంలో ఈ ప్రోమో కోడ్ని అప్లై చేయొచ్చు ఓకే సో ఒకసారి how to apply promo code IND seventy five so ఈ ఐఎన్డి సెవెంటీ ఫైవ్ అనే ప్రోమో కోడ్ని ఎలా అప్లై చేయాలి అనేది మనం ఒకసారి తెలుసుకుంటాం ఓకే సో ముఖ్యంగా మనకి మన అప్లికేషన్ని సో ముఖ్యంగా అచీవర్స్ అకాడమీకి సంబంధించిన వెబ్సైట్ని విజిట్ విజిట్ చేయడం ద్వారా లేదా అచీవర్స్ నెక్స్ట్ అప్లికేషన్ని గూగుల్ ప్లే స్టోర్ నుండి లేదా యాపిల్ ఐ స్టోర్ నుండి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఒకసారి ప్రోమో కోడ్ని ఎలా అప్లై చేయాలో ఒకసారి చూద్దాము సో ఈ ప్రోమో కోడ్ ఎలా అప్లై చేయాలి అండ్ మనకు నచ్చిన కోర్స్ పైన ఈ ప్రోమో కోడ్ని ఎలా అప్లై చేయాలి అనేది ఒకసారి చూద్దాము సో ముందుగా మన కంప్యూటర్లో కానివ్వండి ఫోన్లో కానివ్వండి బ్రౌజర్ ద్వారా అచీవర్స్ నెక్స్ట్ డాట్ కామ్ అని టైప్ చేయడం ద్వారా మనకు అచీవర్స్ నెక్స్ట్కి సంబంధించిన వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట so if you are a first time user you have to sign up for free so ముఖ్యంగా ఒకవేళ మీరు మొట్టమొదటిసారి అచీవర్స్ అకాడమీ వెబ్సైట్ని విజిట్ చేస్తున్నారు అనుకుంటే అదేవిధంగా అచీవర్స్ అకాడమీకి సంబంధించిన ఇతర ఇన్ఫర్మేషన్ మీకు డెలివర్ అవ్వాలి అనుకుంటే మీరు మా వెబ్సైట్లో కానివ్వండి లేదా మా మొబైల్ అప్లికేషన్లో కానివ్వండి సైనప్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది సో ఈ సైనప్కి సంబంధించి మీ ఈమెయిల్ ఐడి అదేవిధంగా మీ పాస్వర్డ్ అండ్ దెన్ ఫోన్ నెంబర్ని ఇందులో మీరు ప్రొవైడ్ చేయాలి ఓకే సో ఈ విధంగా మనకి వెబ్సైట్ అనేది అవైలబుల్గా ఉంటుంది సో దీంట్లో ముఖ్యంగా మనకి ఆన్లైన్ కోచింగ్ సో మనకి ఏమేమి కోర్సులు ఉన్నాయి అసలు ఏ ఉద్యోగాలకు మనం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నామో అనుకున్నప్పుడు సో ఆన్లైన్ కోచింగ్ పైన మనం ఒకసారి ప్రెస్ చేయ ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ కనిపిస్తూ ఉంటాయి ఓకే సో ఈ కేటగిరీస్లో మనము ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాము అంటే ముఖ్యంగా ఏపీఎస్సీకా లేదా టీఎస్పిఎస్సీకా పోలీస్ ఉద్యోగాలకా లేకపోతే ఆర్ఆర్బి సింగరేణి ఉద్యోగాలకు మనం ప్రిపేర్ అవుతున్నామా అనే ఒక లిస్ట్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది so suppose if you are preparing for APSC then press APSC so APSC మీద టైప్ చేయగానే ఏపీఎస్సికి సంబంధించిన కోర్సెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అనమాట ఓకే సో సపోజ్ మీరు గ్రూప్ వన్ కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారు సో గ్రూప్ వన్ కోర్స్ ప్యాకేజ్ని మీరు కనుక కొనుక్కోవాలి అనుకుంటే సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా APSC group one online coaching classes right so దీనిపైన మీరు ప్రెస్ చేయగానే మనకి ఒక విండో ఓపెన్ అవుతుంది సో మనకి ముఖ్యంగా ఆ కోర్స్ యొక్క వ్యాలిడిటీ అదేవిధంగా వన్ ఇయర్కి ఎంత ఛార్జ్ చేస్తున్నాము అదేవిధంగా వన్ మంత్కి ఎంత మనకి ప్రీపెయిడ్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అనే డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట ఓకే సో మనం ఇంకా తదుపరిగా కనుక పైకి స్వైప్ చేస్తే ఇక్కడ యాడ్ టు కార్ట్ అనే ఆప్షన్ వస్తుంది అండ్ ఇంకో ముఖ్యమైన అంశం మీరు గమనించాలి ఏంటి అని అంటే సో ముందుగానే మనము తొందరపడి ఈ కోర్స్ని కొనుక్కుంటే క్లాసెస్ ఎలా ఉంటాయో అనే కన్ఫ్యూజన్ కూడా అభ్యర్థులకు ఉంటుంది దానికోసం మేము సపరేట్గా డెమో క్లాసెస్ని కూడా యాడ్ చేయడం జరిగింది సో ఆ డెమో క్లాసెస్ని మీరు చూసిన తర్వాత ఆ ఎక్స్ప్లెనేషన్ కానీ లేదా టీచింగ్ విధానం మీకు నచ్చితేనే మా కోర్సెస్ని మీరు కొనుక్కోవచ్చు ఓకే సో ఇక్కడ యాడ్ టు కార్ట్ అనే ఆప్షన్ ఉంది కదా సో ఈ యాడ్ టు కార్ట్ పైన ప్రెస్ చేసిన వెంటనే మనకి ఇలా ఒక సపరేట్ విండో ఓపెన్ అవుతుంది అనమాట సో ఇక్కడ చెక్అవుట్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ మన ప్రైస్ ఎంత ఉంది అదేవిధంగా మనం ఏ కోర్స్ని సెలెక్ట్ చేసుకున్నామో డిస్ప్లే అవుతుంది and then you have to press next okay so ఇక్కడ నెక్స్ట్ అని ప్రెస్ చేసిన చేసిన వెంటనే మన నేమ్ ఏంటో ఇక్కడ డిస్ప్లే అవుతుంది if you are signed up in the website so ఒకవేళ మీరు లాగిన్ అయ్యి లేదా సైన్ అప్ అయి ఉంటే మీ నేమ్ ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అనమాట దెన్ నెక్స్ట్ అని ప్రెస్ చేయగానే మనకి ఇంకో విండో ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు చూసారు కదా do you have a promo code so ఇక్కడ ప్రోమో కోడ్ ఉందా మనల్ని అడుగుతుంది అండ్ ఏ ప్రోమో కోడ్ ప్రస్తుతం అవైలబుల్గా ఉంది అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది ఒకసారి కనుక మీరు ఈ అప్లై సో ఇక్కడ మన ప్రోమో కోడ్ ఏంటి ఐఎన్డి సెవెంటీ ఫైవ్ అని కనిపిస్తుంది కదా సో దీని దీనిపైన అప్లై చేసిన వెంటనే మనకు ఐ ప్రోమో కోడ్ అప్లై అన్నట్టు కనిపిస్తుంది అండ్ ఎంత డిస్కౌంట్ జరిగింది అనేది కూడా కనిపిస్తుంది సో సెవెన్ థౌజండ్ రూపీస్గా ఉన్న కోర్స్పై ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉండింది అంటే మనకి కోర్స్ కనుక మొత్తం చూసుకుంటే ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉండింది సో సెవెన్ థౌసండ్ దాని price and then later we have given twenty five percent discount okay so ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్తో మైనస్ అయిన తర్వాత five thousand one hundred and forty nine రూపీస్కి టోటల్ గ్రూప్ వన్ కోచింగ్ని మేము మీకు అందిస్తున్నాం అనమాట okay so proceed to payment and ఇక్కడ మనం ప్రొసీడ్ టు పేమెంట్ అని పే చేసిన వెంటనే ఇక్కడ మీరు యూపీఐ ద్వారా కానివ్వండి లేదా లేదా ఇతర more payment options so more payment options అంటే నెట్ క్రెడిట్ కార్డ్ లేదా debit card net banking EMI ఫెసిలిటీస్ని కూడా మేము మీకు అవైలబుల్గా ఉంచాము I hope you you utilize this opportunity and మీకు సంబంధించి మీ కళలో ఉద్యోగాన్ని సొంతం చేసుకుంటారని మేము ఆశిస్తున్నాము I wish you all the best thank you